అది నేను చాలాసార్లు వింటాను ఇదే అమ్మ కన్నా నీకు జన్మనిచ్చిన అమ్మ అంటారు ఏ మగవాడు ఏ ఆడదు కూడా ఆ పర్టిక్యులర్ రోడ్ని కనడానికి ఎప్పుడు సెక్స్ చేసి ఉండరు వాళ్ళు ఏదో వాళ్ళు ప్యాషన్లో చేశారు ఆ పర్టిక్యులర్ స్పర్మటోజివా ఆ రోజు లక్కీగా వెళ్ళింది అందుకని ఈడు పడతాడు ఈడు పెద్ద ఈ నాకే జన్మనిచ్చావా అమ్మ అని ఎడితే అంతకన్నా మీకు తెలుసు అంటే ఆ ఇంటెన్షన్ అనేది అది కాదు అది accident everybody's birth is accident does not